అవును ది గ్రేట్ అమృతరావు నగర ప్రవేశం చేశాడు తను రెండు వారాలు పల్లెటూళ్ళలో ఉండి మొహం మాడిపోవడం వల్ల ఇక్కడ బ్యూటీ పార్లర్లో ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్లే ఉద్దేశంలో సూపర్ కాంటినెంటల్కి వచ్చాడు సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని ఫ్రెండ్ అడుగుతాడు నేనా మా డకోటా బాస్ లో పడేసి అమ్మయ్యా అనుకోవడానికి వెయిట్ చేస్తున్నా రండి సార్ పొద్దున్నే మంచి బేరం మొత్తం ట్రీట్మెంట్ కావాలంట మొత్తమా అవును head pack eye pack nose pack ear pack face pack body pack పేరు అమృతరావు ఆహా మొత్తం అన్నీ చేయించుకుంటాను మొట్టమొదటి కస్టమర్ మనమే ఇప్పటివరకు ఇవన్నీ ట్రై చేయలేదు ఎవరి మీద ట్రై చేయలేదు చెప్పకూడదు ఇంకవి తీసేయచ్చు ఒకేముక్కలో టమాటాలు కాకరకాయ ఇక్కడ అడగలేరు తినలేరు అర్థాన్ని మార్చేసి దేని కింద మార్చను దేని కింద మీద కాదు ఎవరిదో అర్థం తీసుకొచ్చి నా ముందు పెట్టారు అది నా మొహం కాదు కనపట్లా మార్చేసేయ్ ఎవరిదో అర్థం ఏంటండి ఎదరగా ఎవరు కూర్చుంటే వాళ్లే కనిపిస్తారు అంతేనటవా మరి నా కుర్చీలో ఎవరు కూర్చున్నా ఆడు మిమ్మల్ని నిద్ర లేపాలి ఈ కుర్చీలో ఉంది మీరే అద్దంలో రాణించేది మీరే అంటే ఈ ప్రతిబింబం నా చంద్రబింబమా నువ్వు నా ఫేస్ మార్చావా లేకపోతే నా కళ్ళ మీద అవి పెట్టి అవి సరిగ్గా కనపడకుండా చేసావా చెప్పు అయ్యో ఇది ముమ్మాటికి మీరే న్యూ ఇంప్రూవ్డ్ అమృతరావు అంతా బాగానే ఉంది కానీ సడన్గా కొంచెం వెయిట్ పెరిగినట్టుందేమిటి సార్ ఇవన్నీ ఏంటి చెప్పండి క్రీములు క్రీమ్ అంటే ఏంటి వెన్న క్యాలోరీస్ ఫుల్ క్యాలరీస్ పది బాటిల్స్ పట్టించాను మరి ఎంతో కొంత వంట పడుతుంది కదా అంతేంటావా ఏమున్నాయా నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు ఇంకేం చేస్తే నమ్ముతారండి బాబు టెంపుల్ స్ట్రీట్కి వెళ్ళి నా జాతకాన్ని వేసిన మాస్టర్ని ఇక్కడ తీసుకురండి అప్పటిదాకా ఇక్కడి నుంచి కదలను నిస్సందేహంగా ఇది అమృతురావే ఇన్ని అడ్డదిడ్డమైన గీతలున్న చెయ్యి ప్రపంచంలో మరొకటి ఉండదు నీ జాతకం కూడా పెర్ఫెక్ట్ మ్యాచ్ శని శనిలో శని శని శనిలో శని మాస్టర్ పోనీ కొంచెం కూడా డౌట్ లేకుండా చిన్న పని చేస్తే ఏమిటి చిన్నప్పుడు నేను లైట్ లేకుండా సైకిల్ తొక్కుతుంటే నేను సైకిల్ ఎత్తుకుపోయేవాడిని అనుకుని పోలీసులను అరెస్ట్ చేసి నా వేలు ముద్దలు తీశారు ఇప్పుడు వాటితో వీటిని మ్యాచ్ చేసి చూస్తే అమృతరావు నీకున్న జబ్బే ఇదయ్యా అసలు సులువుగా అర్థమయ్యేది సంసారానికి తావులేని దానికి పది రోజులు తీసుకుంటావు బుర్రలోకి ఎక్కించుకోవడానికి చాలా కాంప్లికేటెడ్ విషయాలు విడ్డూరుపు కట్టుకదులో రేపపాట్లో నమ్మేస్తావు సరే సరే మీరు ఇంతగా చెప్తున్నారు గనక ఈ దివ్య రూపం నాదిగా నేను అంగీకరిస్తున్నాను అమృతరావు నీకు చాలాసార్లు చెప్పానయ్యా నీ ఫేటు ఎప్పటికీ మారదు అని నీ ఫేస్ మాత్రం మారిపోయింది అయ్యా శుభం ఇదిగో అతనికి ఏం మెత్తి తెచ్చారో నా కూడా కొంచెం పూసి తగలడండి వాట్ సుబ్బారావు ఇంకా మీ డెకోటో బస్కి కింద దిగలేదా ఈ లెక్కన ఫ్లైట్ ఎక్కినట్టే ఎవరు మీరు అయినా మా బాస్ డెకోటో తను మా ఎయిర్పోర్ట్ పైన గురించి మీకెలా తెలుసు మీరు స్టార్ గేజరా ఫేస్ రీడరా no no no no no face changer star gazer face reader face changer ఒక ఐడియా అంజని బాసుని పద్దుని ఒక ఆట పట్టిస్తే అమృత విలాస్కి క్వైట్గా కస్టమర్లా పెడతాను ఎస్ అంజిగాడి ఐడియాలతోనూ బాస్ అధికారంతోనూ నాకంటే తెలివిగల వాళ్ళ కొట్టి నన్ను డామినేట్ చేస్తారు ఈ బయటికి నాకు ఛాన్స్ దొరికింది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడేమిటి ఈ స్టైల్ ఏమిటి అసలు నా ఫేస్ మారిపోయింది అనుకుంటే వీడి జాతకమే మారిపోయి ఉంటుంది ఏమిటి ఇలా తక్కువడం ఎందుకు ఎలా వాళ్ళు నన్ను గుర్తుపట్టలేరు కదా ఆ క్రీమ్ కాస్త బాగా ఇంకి మెదడు మందం ఎక్కి ఒరిజినల్ షార్ప్నెస్ తగ్గినట్టుంది వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు బండి తోసుకుంటూ ఐ సీ నువ్వెవరు దోబికమ్ షేర్ హోల్డర్ ఓ మరి వాడు ఎక్స్ ఎండి ఇప్పుడు ఎఫ్ఎన్బి మేనేజర్ అమ్మంచిగా అదే చెప్ come oh sorry sir what can I do for you మీ హోటల్లో మహారాజా స్వీట్ ఉందా ఉంది సార్ గుడ్ బాయ్ నువ్వు రూమ్లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసి టీవీ ఆన్ చేసి గీజర్ ఆన్ చేసి బ్యాగ్ పెట్టేసి వచ్చేసాయి వన్ మినిట్ సార్ ఇక్కడ సైన్ చేసి అడ్వాన్స్ అయ్యే ముందు అడ్వాన్స్ కట్టండి అడ్వాన్సా oh, అవును రోజుకు ఎనిమిది వేల రూపాయలు టూ డేస్కి పదహారు వేలు కట్టండి నువ్వు చాలా బ్యాక్వర్డ్గా ఉన్నావు నువ్వు ఈ బ్యాగ్ తీసుకెళ్లి మహారాజ్ సూట్లో పెట్టేసి టిప్పు ఏమే దగ్గర తీసుకో నేనెవరో తెలుసా నీకు మీరెవరో తెలియకనే కదా అడ్వాన్స్ కట్టమనేది తెలుసుకోపోతే నేర్చుకోవాలి అడుక్కోకూడదు సార్ ఇతను చూడండి ఓ మహారాజా స్వీట్లోకి పెద్ద బాయ్ చేత సామాన్లు మోయించాలా నాకు తెలియదు సారీ నువ్వు బ్యాగ్ తీసుకెళ్లి మహారాజ్ స్వీట్ పెట్టేసి అందులో మాసిన సాక్స్ తీసి చాక్లెట్ వేసేసి దిస్ ఈజ్ టూ మచ్ ముందు అడ్వాన్స్ కట్టండి మళ్ళీ కథ మొదటికి వచ్చింది మహారాజా స్వీట్ ఖాళీ ఉందా ఉంది అయితే నేను ఉంటాను ఎవరన్నా వస్తే ఖాళీ చేస్తాను నీకేమన్నా నష్టమా అంటే ఖాళీగా ఉంటే ఫ్రీగా కాపురం పెట్టేస్తావా అంటే వేరే వాళ్ళ రూమ్లో ఉండమంటావా నీతో నాకెందుకు please go out go go go no నేను ఇక్కడే ఉంటాను నువ్వే నన్ను పేమెంట్ లేకుండా ఇక్కడ ఉండమని బతిమలాడతావు నేను yes five hundred rupees bet bet పరగడుపునే ఈ పిచ్చర్ని వైడిడే మెట్ నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తా హలో నేను టిఫిన్ చేస్తా బిల్లు కట్టకుండా ఎప్పుడు మసాలా దోశ చూడలేదా లేక మగాడు ఫేస్ చూడలేదా ఇలాంటి మసాలా ఫేస్ చూడలేదు నేను ఫేస్ రీడర్ని మొహం చూసి మొహమాటం లేకుండా జాతకం చెప్పేస్తాను అంటే చేయి చూడకుండా జాతకం చెప్పగలవా <laughs> చేయి చూస్తే రింగు సైజు కాలు చూస్తే బూట్ సైజు చెప్పొచ్చు కానీ జాతకాలు ఎలా చెప్తారా నీ ఫేసే అన్ని చెప్పేస్తుందని నా పొట్టి పేరు నీకెలా తెలుసు నీ పొట్టి పేరే కాదు పడతా నీ పెట్టిన పేరు కూడా నాకు తెలుసు ఉదాల ఆంజనేయులు భార్య పేరు శాంత నీకు <clears throat> బంగారం లాంటి ఫ్రెండు బోండం లాంటి బాస్ కూడా ఉన్నాడు అమృతరావు అంబుజనాభం అంతేకాదు నువ్వు బయట టక్కు ఇంట్లో కుక్కు ఏయ్ బుద్ధి లేదు నా గెస్ట్కి బిల్ ఇస్తావా సారీ సార్ జ్ఞానోదయం ఇంకా చెప్పండి సార్ నా పాస్ట్ నా ఫ్యూచర్ <clears throat> ఇమ్మీడియట్ ఫ్యూచర్లో నేను స్నానం చేసి నీ బంగారు భవిష్యత్తును వివరించాలి దగ్గర లేకుండా మంచి హోటల్ ఉందా సార్ మా హోటల్లో మీరుండటం మా మహాభాగ్యం Maharaja suite thank you just uh, minute five hundred rupees ఇది రీఫండ్ అడ్వాన్స్ కాదు అంజనీల్ గారు నాకు ఇవ్వాల్సింది ఇలా జరుగుతుందని ముందే చెప్పాను మీరు సర్వజ్ఞుడు ఎనిమిది వేల ఐదు వందలు ఇదిగో సార్ కుక్క బిస్కెట్ ప్యాకెట్ వెరీ గుడ్ వీటితో ఏం చేస్తారు సార్ బావరు పిల్లలకు పెడతాను వెళ్ళవా మీ ఎండి ఎక్కడ ఆయన రూమ్లో ఉన్నా సార్ అక్కడ పెట్టు అబ్బా అందులకు వెలుగునిస్తాను పాపులకు ముక్తినిస్తాను నీ లెంపలకి కాయలిస్తాను నా సీట్లోంచి లేకపోతే ఓకే ప్రతి ఓడు నా సీట్ మీద కన్నేయడమే నా బిస్కెట్లు ముట్టుకోగా ముట్టుకోగా ఓకే నువ్వే తాగు నువ్వే తిను నీ పర్మిషన్ ఏమక్కర్లేదు అక్కర్లేదు నేను తినటానికి ఎవడ్రా ఇందులో కుక్క పెసరెళ్ళు పెట్టింది ఏంటంత రియాక్షన్ ఇప్పుడు అలవాట్లేనట్టు ఉస్కో అలవాట లేకపోతే కుక్క బిస్కెట్లు నీకెలా తెలుసు ముందు ఒక ప్యాకెట్ బిస్కెట్లు తిన్నావు ఎందుకు సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి అవి కనపడకూడదని చెప్పి అది మీకెలా తెలుసు <laughs> నాకు చాలా తెలుసు ఇంతకు ముందు నువ్వు ఓసారి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళావు ఎందుకు నిన్ను హృతిక్ రోషన్లా మార్చమని చెప్పి అడగడానికి స్వామి మీరు సామాన్యులు కాదు అందులకు వెలుగునిచ్చదును పాపలకు ముక్తినిచ్చేదను దెబ్బకు రెండు వికెట్ డౌన్ ఇప్పుడు పద్దును పడగొడతా రెండు కలపదు విడివిడిగా అబ్బా సర్లేమ్మా చూడు చూడు నువ్వు ఒక్కదానివే ఈ హోటల్లో నుంచి పనిచేస్తున్నట్టున్నావు అవి లెక్క పెట్టాను అసలు నువ్వు లేకపోతే హోటల్ రన్ అవుతు పద్దు నేను పద్దు అన్నాను నీ పేరు నాకు తెలుసు మీ అక్క పేరు సంజీవిని మీ తమ్ముడు పేరు బుచ్చి మీ నాన్న పేరు మీ ముత్తాత పేరు కోతి కోతి నువ్వు భలే చమత్కారి పద్దు పద్దు నేను మీ భావని అమృతరావుని బావా అవును నా ఫేస్ చూసి మోసపోకు నా షేప్లన్నీ మారిపోయి నువ్వు లంపకాయ కొట్టకముందే మరి నిజం చెప్పకుండా ఈ దాగుడు మూతలేంటి సరదాగా మీ అందరిని కాస్త ఏడిపిద్దామని అదంత మంచి ఐడియా కాదేమో అబ్బబ్బబ్బ, నీకు డౌట్లే చిన్నప్పుడు నీకు టైగర్ అని ఒక కుక్క అది మురిగిన పిల్లులు ఎలుకలు కూడా భయపడేవి కావు అయినా దాని నువ్వు వెంట పెట్టుకుని తిరిగేవాడివి ఆ తర్వాత మీ ఊరికి కొత్త కుర్రోడు వచ్చాడు వాడు వచ్చాక నీ లైఫే ఒక మలుపు తిరిగింది ఆ అబ్బాయి పేరు అమృతరా అబ్బా తొందర ఎందుకు నేను చెప్తున్నాను కదా స్వామి మన్నించాలి మీరు గతాన్ని పోసగుచ్చినట్టు చెప్తున్నారు అలాగే భవిష్యత్తును కూడా సెలవిస్తే నీ ఫేస్ మండా ఫేస్లో ఫ్యూచరే ఉంటుందయ్యా వైట్ హెయిర్ బోసినోరు ఆ, అలా తీసిపారేకండి మీరు జరగబోయే చెప్పాల్సిందే అదే ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను అంజనేయులు నీకు సంవత్సరంలో జరిగేది కావాలా నెలలో జరిగేదా లేక క్షణంలోదా క్షణంలో థ్యాంక్స్ తెలివైన వాడు అలాగైతే నేను చెప్పేది నిజమో కాదో వెంటనే కనిపెట్టేవచ్చు అలా అడిగావు కదా చెప్తా నీ ఫేస్లో ఏదో గణగణగణగణం అవుతుంది బహుశా నీకు ఫోన్ రావచ్చేమో ఫోనా ఏ సార్ మీకు ఫోన్ ఫోనా స్వామి మీరు మామూలు మనిషి కాదు అంచి ముందు మాట్లాడి ఆ తర్వాత మోకరిళ్ళు హలో నా న ఓ ఓకే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది వెంటనే ఫోన్ చేయాలి మా అమృతానికి ఎవరు అమృతరావుక అవునండి వాడే ఇది సాల్వ్ చేయగలడు ఇంతకేమైంది బాంబే నుండి టాయిలెట్ పేపర్ సప్లైర్ ఫోన్ చేశాడు లక్ష రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయంట ఇవ్వకపోతే కోర్టు కేసు అంట ఈ పాత ఓనర్ అకౌంట్స్ మనకి తెలియవు అది అలసుగా తీసుకుని ప్రతివాడు నాకు అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని ఎక్స్ట్రా చెప్పేస్తున్నారు సరే ఇప్పుడు నేనేం చేయాలి మీరుగా స్వామి మా అమృతం వాడికి కాగజ్ సెట్ మంచి ఫ్రెండ్ వాడు టాయిలెట్ పేపర్ ఇస్తే వీడు పూతరేకులు పంపేవాడు వీడెళ్ళి మాట్లాడితే ఏ పది పదిహేను వేలకో సెటిల్ చేస్తాడు హలో ఆ అమ్మాయి Bobbarlanka two five three four six seven కలిపివు హలో రంజీ ఎలా ఉన్నావు ఒరే నువ్వు అర్జెంటుగా రావాలి ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది ఆ కాగజ్ సెటు ఆ బావని తెలుసులేరా రేపు పొద్దున బాంబే ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేయి నీకెలా తెలుసు ఒరే చిన్నప్పటి నుంచి ఒకే కంచం ఒకే మంచంలా పెరిగాం నీ కష్టం వస్తే ఆ మాత్రం నాకు తెలియదురా ఒరే ఫ్రెండ్షిప్ అంటే ఇదిరా ఎమోషన్స్ తర్వాత ముందు పనిచూడు నేను వచ్చిన వెంటనే ఎంట్రన్స్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను టైం లేదు ఓకేరా నేను ఐదు వేలు క్యాషు ఓ పదివేలు చెక్కు రెడీగా ఉంచుతా అంతా స్మూత్గా అవుతుంది కానీ నన్ను ఎలా గుర్తుపడతావు గుర్తుపట్టడం ఏంటి ఈ మధ్య మారువేషాలు తిరుగుతున్నా <laughs> కాదు మారు మనిషినయ్యాను అదంతా ఓ పెద్ద బ్యూటిఫుల్ స్టోరీ వెరసిన ఫేస్ మారే బాడీ మారే వాయిస్ మారే మరి నిన్ను ఎలా గుర్తుపట్టాలి అక్కడ అందరికంటే ఎవరు అందంగా ఉంటారో అతగాడే నేను నిజంగా అంత బాగుంటావా ఎస్ పట్నం నీ టేస్ట్ మీద నాకు డౌట్ చిరంజీవిని చిరతలపరావుని పక్క పక్కన పెడితే చిరతలపరావుకే నీ ఓటేస్తావు నువ్వు నుంచి నుంచుంటే అలా చేశానేమో గాని సరే కన్ఫ్యూషన్ ఎందుకు నేను ఎర్ర గులాబీ నల్ల సూట్తో వస్తాను ఇదిగో ఘనంగా రిసీవ్ చేసుకోవాలి అవి నాకు వదిలే క్లింటన్ కంటే ఘనంగా రిసీవ్ చేసుకుంటాం హలో ఇప్పటి వరకు ఆఫ్రికా మాట్లాడాను అనుకుంటున్నావా అది ప్లాన్ రేపు ఊరి నుండి వచ్చినట్టు నటిస్తాను ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉందండి ఏమయ్యా నిన్ను అడిగానా మూసుకో నువ్వు చెప్పి ఎలా ఉంది చెప్పక ముందు డౌట్ అన్నాను విన్నాక డౌట్ లేదు బోర్లా పడతావు పద్దు నీకు అసలు అడ్వెంచరస్ నేచరే లేదు ఇలా ఉంటే పెళ్లి కూడా కాదు డైవర్స్ కూడా కాదు పెళ్లి కాకుండా డైవర్స్ ఇదేమయ్యా ఒక నల్ల సూట్ ఉందా రెండున్నాయండి రెండు ఎందుకయ్యా ఒక్కటి చాలు సర్వం ఆంజలు అంతా రెడీయా రెడీ ఇక్కడ ఎండి ఎవరు మీరు ఏంటిది ఏంటలా వాడు వచ్చే టైం అయింది నేను ఇలాంటి తింగర్ పనులకు ఎప్పుడైనా తయారైనా నాకు పని ఉంది ఆంజనేయులు ఆ పిల్లతో మనకెందుకు ఆట వచ్చింది <laughs> ముందు నేను ముందు నేను <laughs> ముందు నేను అమృతం ఎంత మారిపోయావు అమృతం కొంచెం పొడుకు కూడా అయ్యావు దండవేయండి హారతి తెలిగించు అబ్బా టైం అయిపోతుంది ఎంత మారిపోయావరా అమృతం నువ్వు ఫోన్లో కానీ చెప్పుండకపోతే నిన్నసలు గుర్తుపట్టేవాడినే కాను అబ్బా టైం అయిపోతుంది ముందు కవర్ ఇవ్వండి నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అన్నయ్యా టైం అయిపోతుంది ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఆహా ఫేసే కాదు బ్రెయిన్ కూడా మారిపోయింది అమృతం సొళ్ళు కబుర్లు మానేసి సూటిగా టు ద పాయింట్ మాట్లాడుతున్నావు బా ఫ్లైట్ టైం అయిపోతుంది ఇదిగో ఐదు వేలు క్యాష్ పదివేలు చెక్కు ఇదిగో ఫ్లైట్ టికెట్ కూడా లాభంగా వెళ్ళి క్షేమంగా తిరిగినా అదేంటది తిరగేసి భలే గుర్తుపట్టేశారండి మీ స్నేహితుడిని లేకపోతే ఈ రోజుల్లో పేరు తెలియదంటే ఎంతమంది మోసకాలు ఎవరు అంత దాకా ఎందుకు పెద్ద పెద్ద ఒట్లో దిగి జాతకం చెప్తామని మాయ మాట చెప్పి మోసం చేస్తున్నారట ఇంకా చెప్పాలంటే నిన్నే ఈ సేన పేపర్లో చూశాను ఏమిటా ఫేస్లు అలా చూస్తున్నారేమిటి ఏమిటి అలా చూస్తున్నారు నేను మీ ఆరాధ్య అమృతరావుని కమాన్ రండి సన్మానించుకోండి కమాన్ రండి కానివ్వండి సన్మానించుకోమా కమాన్ లేకపోతే మీకు తృప్తి ఉండదు అవును నిద్ర పట్టదు బాసువేనా భక్తి ఎక్కువ కానివ్వండి ఒక క్షణం ఓ కానీ సన్మానం నా మొహమ్మాటి మారిపోయింది fair lovely fair lovely beauty పార్లర్కి తీసుకురండి please Very lovely. My face. <laughs>